మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని ధనముంటే ధనవంతుడు అంటారు అది దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలా మంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు హా చెప్పండి